అమృత విలాస్లో ఎవరికి వాళ్ళకే అర్జెంటు పనులు తగిలి ఊళ్ళు వెళ్ళారు హోటల్ మొత్తం బాస్ అంబుజనాభం భుజస్కంధాల మీద వదిలి మేం సాయం లేకపోయినా హోటల్ని పెద్దగా నష్టపరచడని వాళ్ళనుకుంటే వాళ్ళు లేని ఈ పది రోజుల్లోనూ ఈ అమృత విలాస్ని భూతల స్వర్గంలా మార్చేగల సత్తా ఈయనకు ఉందని పొదపొద పదే పదే పలకరిస్తున్నాయని ఈయన నమ్మకం చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో కాదు ఏ అనకుండందో లేవండి ఉద్యుక్తులు అవ్వండి జంకు గొంకు లేకుండా రంకె వేయండి రాష్ట్రం అంతా మీరు ఉత్సాహంతో ఉంటే మీరిలా నిర్జీవంగా పడి ఉన్నారా సోమరపోతులా పడుండక పలుపుతాడు తెంచుకుని మనము నేషనల్ గేమ్స్లో పాల్గొనాలి మనిషి జన్మ ఎత్తినందుకు మన రాష్ట్రం కోసం ఈ మాత్రం చేయలేమా ఎలాంటి జన్మకైనా ఇది సువర్ణ అవకాశం గోల్డ్ మెడల్ కి మూడు లక్షలు సిల్వర్ మెడల్ కి రెండు లక్షలు బ్రాంజ్ మెడల్ కి ఒక లక్ష మన ప్రభుత్వం పంచుతుంది అందులో కొంతైనా మనం పుచ్చుకోపోవటం భావ్యం కాదు అంతా బానే ఉంది కానీ చెప్పడానికి నువ్వెవరు దేవుడువా లేక ఇంచుమించు దేవుడితో సమానమైన మా బాసువా మా బాస్ కోసం మేమేమైనా చేస్తాం ఆయన ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తారు కంచి కామాక్షి మధుర మీనాక్షి ఆ తర్వాత మా బాసాక్షి అవునంతే ఆ పుణ్యపురుషుడు తప్ప ఇంకెవరు సఫారీ డ్రెస్ చేసుకున్నా మేము చూడలేం ఏడి మా బాసేడి <laughs> ఆంజనేయులు నేనే బాస్ మీ నిజరూపం ఇదే అవునయ్యా వీరబాసుని ఎందుకనో మీరు ఎద్దుగానే ముద్దుగా అన్నారు బాస్ ఇప్పుడు చెప్పండి చెప్పండి వింటాం ఆజ్ఞాపించండి మనందరం కృషి చేస్తే కనీసం అర డజన్ మెడల్స్ అయినా సంపాదించవచ్చు పది లక్షలు గెలవచ్చు దాంతో మన హోటల్ ని నేషనల్ స్థాయికి తీసుకెళ్లొచ్చు ఓకే మేం రెడీ ఏం చేయాలో చెప్పండి boss Veera <laughs> Veera practice I don't give a fuck what you say Yeah, I'ma do shit my way So you can go kick rocks I'ma stack bricks up, build what I want to make Yo! I got a lot of shit to say, so I'ma do this every day I'll be writing things until I'm fucking buried in my grave Six feet deep under, but my body won't decay Cause my messages are timeless ధన్యలు ఏంటి చేస్తున్నావు ఎంత ప్రయత్నించినా విరగట్లేదండి ఇప్పుడు చూడు ఎలా విరుగుతాయో ఏం చేస్తున్నావు బాక్సింగ్ నేనేమైనా స్విమ్మింగ్ రెడీ నువ్వు చేయబోయే స్విమ్మింగ్ కి ఇదే కరెక్ట్ ఏంటి ఫింగర్ బౌలా కనీసం ఫిష్ బౌల్ అన్న కాకుండా ఏ అలా కాదు పోనీ చేయండి అసలు మిమ్మల్ని సార్వాడు ఇరవై లారీలు ఇసుక కావాలంట దేనికి సార్ సార్వాడు బీచ్ వాలీబాల్ ప్రాక్టీస్ అంటున్నాడు బీచ్ వాలీబాల్ ఇంకా నయ్యం బేవ బెంగల్ తమ్మలేదు నడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజుతో ప్రాక్టీస్ అంతా ముగిసింది ఆంధ్ర మెడల్ సాధించడానికి చేతులు కలపంటే ఇలా హ్యాండ్ ఇచ్చారేంటి మేము ఒక్కొక్కరు రాష్ట్రం ఎందుకలా ఆంధ్రాని చూసి పక్క స్టేట్స్ వాళ్ళు కూడా మంచి సౌకర్యాలను ఇస్తున్నారు ఒకళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఒకళ్ళు కార్ గ్యారేజ్ ఒకళ్ళు ఎమ్మెల్యేసి ఇంకొకళ్ళు సినిమా ఛాన్స్ అందుకే శాంతా పట్నాయకి ఫ్రం ఒరిస్సా బద్దు టి ఉషా ఫ్రం కేరళ అంజిబూర్ Rehman from Bangladesh national games లో బంగ్లాదేశ్ ఎట్టి నీ మొహంలో ఉంది ఇంక నువ్వు మాత్రం నాతో ఎందుకు వెళ్ళి నీ తమిళనాడు తరపున పాల్గో తప్పు పాస్వర్డ్ నేను ఎక్కడ నుండి పుడిస్తే అదే నా దేశం అదే నా రాష్ట్రం అదే నా ఊరు ప్రస్తుతం నేను తెలుగు వీరు నేను ఎప్పుడు ఈ వీర పాస్వర్డ్తో చాలరా నువ్వన్నా నా వెనకాలన్నావు ఈ వెన్నుపోటుదారులందరినీ ఓడించి అన్ని స్వర్ణ పథకాలు మనమే గెలుద్దాం పదా నో వాకింగ్ రేస్ సంజీబుల్ రెహమాన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అంబుజనాభం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా వాక్మెన్ పెట్టావు వాకింగ్ రేస్ కదా వాకింగ్ రేస్ కి అయితే వాక్మెన్ మరి రన్నింగ్ రేస్ కి అయితే హార్స్ మెన్ అంటే గుర్రాన్ని తెచ్చుకుంటా ఇంకా రాడేంట్రా రా అపోనెంట్ ఉంటాడు బాస్ ఇదేంటి మగోళ్ళ రింగ్ లో నువ్వు దిగావు ఆడవాళ్ళ లిస్ట్ లోకి వచ్చి పట్టావు ఒరే సర్వం ఏంట్రా ఇదే పూజ ఉన్న పేరు చూసి ఆడవాళ్ళు లిస్ట్ వేసుకుంటాం క్యారీ ఆన్ వీర బాస్ ఇప్పుడు జిమ్నాస్టిక్స్ శోంతా పట్నాయకి ఫ్రమ్ ఒరిస్సా ఏమా శాంతా పట్నాయకి జిమ్నాస్టిక్స్ అంటే ఒడిస్సీ నృత్యం అనుకున్నావా అలా నిలబడు ఎడా దూరం అన్ఎక్స్పెక్టెడ్ విన్ అంబుజనాభం కంగ్రాచులేషన్స్ ఏం శర్మం రెడీగా ఉన్నావు కి ఏమి రెడీ బాస్వాడు గెలవడం కష్టం అనిపిస్తుంది అప్పాజీ గడు పెద్ద తల్లపిల్ల తయారయ్యాడు నువ్వేం వర్రీ అవకు ఆ అబ్బా సింగ్ సంగతి నేను చూస్తాను నడు రండి now four hundred kilometres running race ready one two three Tom! Congratulations! Tennis singles gold medal winner, <laughs> doubles gold medal winner, mixed doubles gold medal winner Ambuji Nabong. Again, congratulations! Swimming gold medal winner Ambuja Nabong. ఇదంతా కళ ఛే ఇదంతా కళ అయినా ఇప్పుడు గోల్డ్ మెడల్స్ సాధించే టైం ఎక్కడుంది కనీసం ఈ హోటల్ షేప్నైనా మారుద్దాం బాస్వాడు హోటల్ మూసేసి ఏమేమో చేస్తున్నారు రేపు పంచసార వాడు వస్తే ఏం చెప్తారు మూసేది గ్రాండ్గా ఓపెన్ చేయడానికే కదరా నువ్వు పోయి కారపడి పట్టరా ఇదిగో గోల్డ్ మెడల్ మోడల్లో బిస్కెట్లు చేయాలి అయ్యంగారు బేకరీ వాడిని సార్ రమ్మని చెప్పు సరే పంపు జనాభా ఇది ఇంటిని గులపంతో గుల చేసేస్తున్నావు గుల్ల కాదండి గుడ్లుక్కిస్తున్నా కళ్ళెదురుగా కూలదోస్తూ కళ్ళబొలి కబుర్లు చెప్తున్నావు ఓ ఊగిపోక చెప్పేది పూర్తిగా వినండి ఏమిటయ్యా నువ్వు చెప్పేది నేను వినేది ఏమండి అంబుజనాభం గారు ఆంజనేయులు వాళ్ళు ఊళ్ళో లేని టైంలో ఇల్లు బిగి పందిలు వస్తున్నారా అంతరాత్మ కాదు నా బొంత కాదు వాడు నా తమ్ముడు అంబాజీ హోటల్ ని కాటేజ్ గా మారుస్తున్నాను కారణం ఏమిటో ఇంకో నాలుగు రోజుల్లో నేషనల్ గేమ్స్ జరగబోతున్నాయి కదా ఇల్లు కూలగొట్టి ఇండోర్ స్టేడియం కట్టిస్తావా కాదు సార్ గేమ్స్ విలేజ్ గా మారుస్తున్నాను విలేజా అంటే డాబా పడేసి పాకలేసేస్తావా అబ్బా నేషనల్ గేమ్స్ అంటే తమాషాగా ఉందా మీకు అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది క్రీడాకారులు కొన్ని లక్షల మంది ప్రేక్షకులు వస్తారు కాబట్టి సిటీలో ఉన్న హోటల్స్ అన్ని నిండిపోతాయి మన హోటల్ కూడా మాడిఫై చేస్తే బోల్డ్ అంత ఆదాయం పైగా ఈ గొప్ప ఈవెంట్ లో పాలు పంచుకునే వాళ్ళం అవుతాం <laughs> మీకు మీ ఇంటికి కూడా మంచి పేరు నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు పైగా జాతీయ క్రీడాకారులు అప్పాజీ గారి ఇంట్లో బస్ చేశారని పేపర్ వాళ్ళు కూడా రాస్తారండి నిజమేనట్టవా సరే కానీ అమ్మయ్యా అబ్బాజీ గారికి ఓకే మీరు కూడా ఓ ఎస్ అనేస్తే ఏమిటో అంబజనాభం గారు మన ఆంజనేయులు వాళ్ళు ఊళ్ళలేని టైంలో మీరేమిటేమిటో డేషన్స్ తీసుకొని ఏదేదో చేయాలంటారు అబ్బా అంతా వాళ్ళ మంచి కోసం మన పేరు కోసమే కదండి నా తెలివితేటలను ఉపయోగించి వాళ్ళు ఊరు నుంచి వచ్చేసరికి ఓ కొత్త కళకళలాడే హోటల్ని మంచి రాబడిని చూపిస్తాను సరే మీరు అంతగా పడితే నేను ఎలా కాదనగలను నేను ఎస్ అంటున్నాను అమ్మయ్యా మీ తమ్ముడు అంబాజీ కూడా ఒప్పుకున్నాడు ఇంక పని నిరాటంకంగా మొదలు పెట్టచ్చు ఏమిటి వాడు ఎస్ అంటున్నాడా అయితే నేను నో అంటున్నాను వాడి సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి నేను ఎడ్డం వాడు తెడ్డం సింపుల్ ఇప్పుడు వెళ్ళి నేను నో అన్నానని చెప్పండి ఆటోమేటిక్గా వాడు ఎస్ అంటాడు <laughs> మీరు ఏ ముహూర్తాన్ని పుట్టారో గాని భలే వింత మనుషులు సార్ ఇందాక ఆయన ఎస్ అన్నాడని మీరు నో అన్నారా ఇప్పుడు మీరు నో అన్నారని చెప్తే ఆయన కూడా నో అంటున్నాడు దీని గురించి మీరు కొంచెం ఆలోచించాలి ఏ నా చెవిలో పూలు ఏమైనా కనపడుతున్నాయా నువ్వేం చెప్తే అది నమ్మడానికి నా ఇంట్లో ఎటువంటి మార్పులు చేయడానికి నేను ఒప్పుకోను కాదని ఏమైనా చేశారో నా లాయర్తో లీగల్ గాను నా బెల్ట్తో ఇల్లీగల్ గాను ప్రొసీడ్ అవుతా అంబుజనాభం గారు నన్ను మాత్రం ఏం చేయమంటారు నా ఇంటి వరకు మాత్రం మీరు ఎన్ని రంగులు వేసినా ఏ మార్పులు చేసినా నాకేం అభ్యంతరం లేదు వాడి సంగతి అంటారా ఆలోచిద్దాం అధైర్యపడకండి స్టే స్టే ఓ <laughs> ఇంకో రెండు రోజుల్లో జాతీయ క్రీడలు సంరంభం ప్రారంభమవుతుంది రాష్ట్ర నలుమూల నుంచి ప్రతి జిల్లా తరఫున ఒక్కో క్రీడాకారుడు క్రీడా జ్యోతిని పుచ్చుకొని రేపు సాయంత్రం ఐదు గంటల గల హైదరాబాద్లోని గేమ్స్ విలేజ్కి చేరుకుని దివ్యజ్యోతిని వెలిగించడంతో క్రీడా సంరంభం ప్రారంభమవుతుంది ఓర్ నాయనోయ్ ఇటు చూస్తే టైం దగ్గర పడుతుంది అటు చూస్తే అప్పాజీగాడు పని జరగనివ్వకుండా అడ్డుపడుతున్నాడు నా కళ నెరవేరుతుందో లేదో అంబుజనాభం గారు మీరే ఆంధ్రాకి హోప్ ఈ జ్యోతిని మన ఆంధ్రదేశంలో అన్ని జిల్లాలని టచ్ చేసుకుంటూ వెలగలేదు మీరు ఒక్కరే ఈ జ్యోతిని తీసుకుని థర్టీ టూ సెకండ్ నేషనల్ గేమ్స్కు వెలుగు నింపండి ఆంధ్ర పేరు నిలబెట్టండి అంబుజనవం గారు ఏడలా సముద్రంలోకి వెళ్తున్నారు హైదరాబాద్కి ఇలా వెళ్తే షార్ట్ కట్టెడ్ సార్ హైదరాబాద్ లో అన్ని ఫెసిలిటీస్ కట్టాం కానీ ఇంకా పోర్ట్ కట్టలేదు ఓరోరో బ్రహ్మాండమైన రోడ్స్ వేసాం అవి వాడొచ్చు కదా మీరు ఇది మంచి ఐడియానే అలాగే వెళ్దాం సార్ Thank <laughs> you. ఏ ఏ, ఆగు ఎక్కడికి ఏమయ్యా లోపలికి క్రీడా జ్యోతి వెలిగించాలి గేమ్సా అవి లాస్ట్ ఇయర్ అయిపోయాయి కదా అయిపోయినయ్యా థర్టీ థర్డ్ నేషనల్ గేమ్స్ కి నేను డైరెక్ట్ గా జ్యోతిని తీసుకుని అస్సాం పరిగెట్టుకుంటూ వచ్చేయమన్నారు అస్సామా అంత దూరం నేను పరిగెట్టలేను పరిగెట్టను పరిగెట్టను నేను పరిగెట్టను నేను పరిగెట్టను నేను వెళ్ళను పరిగెత్తరా నేను పరిగెట్టను పరిగెత్తరా అంబుజనాభం గారు ఏమిటా కలవరింతలు పలవరింతలు ఇది కూడా కలేనా కలవరింతలు కాదు గావుకెక్కలు ఆ అప్పాజీ గడి వల్ల నా పని అంతా ఆగిపోయింది నాకేమో అన్ని క్లోజ్ అయిపోయినట్టు పీడకలలు వస్తున్నాయి పగటిపూట పడుకుంటే పీడకలలే వస్తాయి పీడకలలు సరే ఆ అప్పాజీ గడి పీడ వదిలిపోయే మార్గం ఏదైనా చెప్పండి వాడంత వికృతంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఒకటే కారణం ఏంటి వాడి ఒంటి మీద ఉన్న బెల్ట్ బెల్టా అవును అది వాడి ఒంటి మీద ఉన్నంత కాలం వాడు అలాగే ఉంటాడు బెల్ట్ లో ఏముంది పవర్ ఎస్ అదే వాడి బుర్ర మీద శక్తివంతంగా పనిచేస్తుంది దాన్ని అర్జెంటుగా తగలెట్టాలి అయితే అది చేస్తే సరే ఇంటర్నేషనల్ కిలాడి వచ్చినా దాన్ని కాజేయలేడు ఏ దాన్ని వాడు పడుకునేటప్పుడు కూడా వదలడు స్నానం చేసేటప్పుడు కూడా కట్టుకునే చేస్తాడు అంటే కర్ణుడు కవచ అది వాడి బెల్ట్ కుండలమా <laughs> ఆల్మోస్ట్ అంతే మరి ఎలా ఒకటే మార్గం పూజ చేసేటప్పుడు మాత్రం దాన్ని తీసి భరణి లాంటి ఒక పెట్టెలో పెడతాడు దాన్ని తగలెట్టేయాలి తగలెడితే తగలెడితే ఏముంది బెల్ట్ బూడిదే వాడు గాడిదా తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉండకూడదు నా ఇంట్లో పనులకు స్టే తేగలిగాను కానీ ఆ అంబాజీ గాడి ఇంట్లో పనులు అలాగే జరుగుతున్నాయి వాడి వేషంలోనే వెళ్ళి ఆ పనులు ఆపేస్తా అవును ఆ బెల్ట్ బరిని గుమ్మానికి కుడివైపు ఉంటుందన్నాడా లేక ఎడం వైపు ఉంటుందన్నాడా ఈసారి వచ్చినప్పుడు అడిగి తేల్చేసుకోవాలి భలే సమయానికి వచ్చారు రండి ఇందాక మీరు వెళ్ళిన దగ్గర నుంచి నన్ను ఒక అనుమానం దొలిచేస్తా ఉంది క్లారిఫై చేయండి అనుమానం ఎప్పుడు దాచుకోకూడదు ఏమిటో అడగండి అవును అప్పాజిగాడు బెల్ట్ తగలెట్టమన్నారు కదా బెల్ట్ వాడు దాన్ని బరిలో పెడతాడు ఓకే ఇంతకీ ఆ బరిని గుమ్మానికి కుడివైపు ఉంటుందా ఎడం వైపు ఉంటుందా అమ్మంబాజీ మీరు కూడా మర్చిపోయారా కుడివైపునే ఉంటుంది కానీ ఇంతగా బెల్ట్ ఎలా తగలెడుతున్నావు ఆషామాషిగా తగలెట్టకూడదు ఇదిగో ఆ బెల్ట్ భరణలో ఉండగానే ఓ అగ్గిపుల్ల గీసేసి ఇలా వంగి నమస్కరించి దేవుణ్ణి తీవ్రంగా ప్రార్థించు అంతే భగ్గున మాడి మసైపోతుంది ఆ మీరు అన్నది చాలా నిజమండి ఆ బెల్ట్ చాలా పవర్ఫుల్ నా ముఖాన్ని బ్లాస్ట్ చేసి పడేసింది మీరేం చేయబోయి ఏం చేశారు అబ్బా దాని సంగతి అలా వదిలేసి నాకు ఇంకో మంచి ఐడియా చెప్పండి అప్పాజీ లాంటి దుష్టుడికైతే నిమిషానికి నికృష్టపు ఐడియా వస్తుంది మనకెక్కడ వస్తాయి నేను కొంచెం ఆలోచించుకోవాలి టైం ఇవ్వండి టైమా అంబుజనాభం ఆ అప్పాజీ బెల్ట్ కి స్పాట్ పెట్టే ఓ మంచి ఐడియా చెప్తాను ఆహా ఆ అప్పాజీ గారి నికృష్టమైన బ్లడ్ మీలో కూడా ప్రవహిస్తుంది నిమిషం కాకపోయినా రెండు నిమిషాల్లోనే మంచి ఐడియాతో వచ్చారు బ్లడ్ రిలేషన్ తర్వాత ముందు నేను చెప్పే సజెషన్ వినండి ఈవేళ రాత్రికి శ్మశానంలో ఆ అప్పాజీ బెల్ట్ కి అంతిమ సంస్కారం చేద్దాం ఎలా ముందు మీరు శ్మశానానికి వెళ్ళి ఆ ను పాతి పెట్టడానికి ఒక గొయ్యి తవ్వి రెడీగా ఉండండి నేను ఎలాగోలా కష్టపడి ఆ బెల్ట్ తీసుకొస్తాను బీ రెడీ ఒరే అప్పాజీ నీ బెల్ట్ ఏరా అంబుజనాభం ఈ అప్పాజీతోనే పెట్టుకుంటావా నా బెల్ట్కి ఎసరు పెడతావరా వాస్తవగా శ్మశానానికి అక్కడ ఆ బెల్ట్తోనే భయపెట్టి నీ గుండె లాగిపోయేటట్టు చేస్తాను రా అంబాజీ అంతా బాగానే చెప్పాడు కానీ గొయ్యి సైజ్ అంతో చెప్పలేదు ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది రండి కరెక్ట్ టైంకి వచ్చారు ప్రతిసారి ప్లాన్ అంతా బానే చెప్తారు కానీ ఆఖరి ధర్మ సందేహాలు తీర్చకుండా వెళ్ళిపోతారు ప్లాన్ ఏమిటి సందేహం ఏమిటి అబ్బా ఇందాక మీరు చెప్పిందే కానీ గొయ్యి సైజ్ ఎంత చెప్పలేదు మళ్ళీ గొయ్యి ఏమిటి సైజ్ ఏమిటి ఇంతకు ముందు మీరు చెప్పిన ప్లానే కదా ఇంతలోనే మర్చిపోయారా నేనే ప్లాను ఇవ్వలేదు అబ్బా పది నిమిషాల ముందు మీరు ఇక్కడికి రాలా నేను ఇక్కడికి వచ్చేళ్ళు రెండు గంటల పది నిమిషాలు అయింది అంటే ఇంతకు ముందు వచ్చేళ్ళింది ఇంకెవడో అప్పాజీ కాడ ఉంటాడు అంటే బాంబుల ప్లాన్ కూడా ఆడిదే అనమాట ఇప్పుడు ఈ శ్మశానం ప్లాన్ చెప్తా దెబ్బతో అంబుజం గుండాగి చావడం ఖాయం గ్యారంటీగా చేస్తాడంటావా డౌటా ఏది ఇంకోసారి చూపించు చూస్తావా చూస్తావా చాలా బాగా అవుతున్నావే ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంటానికి అప్పాజీకి వారం రోజులు పట్టింది ఇప్పుడు స్టే ఎత్తేసి మాత్రం ప్రయోజనం ఏంటి అదేమిటండి హోటల్ని గేమ్స్ విలేజ్గా మారుస్తానన్నారుగా ఎందుకు నేషనల్ గేమ్స్ ముగింపు రోజు రేపే వీళ్ళెవరు పెట్టేసి దిద్దుతున్నాడేంటి సార్ మీరు ఆర్డర్ చేసిన గోల్డ్ మెడల్ మార్క్ బిస్కెట్స్ ఎక్కడ పెట్టమంటారు గుండి మీద కారం చల్లటం అంటే ఇదే అక్కడ తగిలేసెలు గోల్డ్ మెడల్ మార్క్ బిస్కెట్స్ ఏమిటండి ఇక్కడ బస్ చేసే క్రీడాకారులకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నేనే తయారు చేయించాను ఇప్పుడు ఇవన్నీ ఏం చేయను ఈ లాస్ ఎలా కవర్ చేయను ఓ పని చేయండి biscuits biscuits gold medal mark biscuits బాబు రూపాయికి ఒకటి అంతే బిస్కెట్స్ బిస్కెట్స్ రూపాయి biscuits biscuits gold medal mark biscuits బాబు